సంక్రమణం అంటే ఏమి ఒక క్రమబద్ధమైనటువంటి మార్పు సమ్ అంటే అంటే ఇంటిగ్రల్ మార్పు అంటే ఒక విషయంగా కాదు పరిపూర్ణమైన మార్పు తీసుకుంటే అది సంక్రమణం అంట సంక్రాంతి అంటే అది ఓకే అటువంటి ఒక మార్పు రావాలి మనుషులు దానికి ఇది అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలా ద్వంద్వం ఉంటుంది ద్వంద్వం మధ్యన ఘర్షణ జరుగుతుంది ఈ ఘర్షణ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సంస్కారం జరగాల సంస్కారం లేనిది సంస్కారవంతంగా మారాలా సంస్కారవంతంగా మారడం ద్వారా ఈ సంస్కారవంతమైనవన్నీ కలిసి ప్రపంచం ఏదో ఒక గొప్పదాన్ని అందించాలి అందుకే రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే ఉండగలుగుతారో ఎవరైతే ఈ యొక్క అలలను తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారో ఎవరు ఉండగలుగుతారంటే కూడా చెప్తున్నా ఎవరికైతే రెండు వేల ఇరవై తర్వాత ఏదైనా చేయాలని ఉంటుందో వాళ్ళు ఉండగలుగుతారు లేకపోతే నీ ఎందుకు లేరా పని అంటుంది అమ్మవారు లే పద అంటుంది నీ పని అయిపోయింది ఇంకేముంది నా జీవితం ఇంతకన్నా చాలు అట్లాంటి ఫిలాసఫీ చెప్పుకుంటే చాలా ఎందుకు ఉండాలో పోండి గురి చెప్తారు కదా if you want die why are year డైనో అంటారు చావు అంటారు బతకడానికి ఏముంది బతుకు ఇట్లాంటి ఫిలాసఫీ చెప్తే చావు ఎవడు అనుకో ఎవడున్నా ఉన్నాను నేను పోరా అని కనీసం భూమి మీద బరువన్నా తగ్గుతుంది అన్నారు ఆ విషయాలు చాలా ముఖ్యమైనవి వాటిని మనం మర్చిపోయి వేరే చెప్పుకుంటుంటాం ఫిలాసఫీ కాదు they are very very important don't leave like ఆయన ఏమంటారు శవం మోసుకొని తిరుగుతున్నట్టు ఉండకూడదు అని చెప్తారు సాంగ్ ముందుకు వెళ్ళాలా కలుపుకోవాలా ఇంకా మనం ఎక్కడైనా అడుగు పెడితే ఆ ప్లేస్ ఇంకొంచెం ఎనర్జైజ్ కావాలా అక్కడ ఉన్న వాళ్ళు ఆనందాన్ని పొందాలా అక్కడ ఆరోగ్యం ఇంకా అందరికీ అందబడాలా అందజేయాలా ఇన్నో ఇంకేమైనా కొత్త కొత్త ఆలోచన రావాలా అంటే సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక చిన్న అమ్మాయి వచ్చింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అంట కానీ యాక్ట్ చేయడానికి వచ్చింది సో రేపు ఎగ్జామ్ ఉంది అన్నది అట్లది నీకు చిన్న టెక్నిక్ నేర్పిస్తాను ఎట్లా మార్కులు తెచ్చుకోవాలి అని ఒక అరగంటలో అమ్మాయికి చూపించాను ఎట్లా చేయాలి సబ్జెక్ట్ బాగానే ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉంది ఇది చూడు క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి సో ఎట్లా రాస్తే నీకు గ్యారంటీ నైంటీ పర్సెంట్ వస్తుంది అని చూపించాను ఆ అమ్మాయి ఇదే uncle thank you thank you చాలా నో ప్రాబ్లం ఇప్పుడు హ్యాపీగా చేసుకోపోయాను మనకు భగవంతుడు ఇంత అనమాట బొచ్చడి ఇచ్చేసాడు జ్ఞానం ఎక్కడికి వెళ్ళినా మనం ఉపయోగపడవచ్చు ఎవరికైనా మనం అందించవచ్చు ఎవరి జీవితాలైనా ఆనందంతో నింపవచ్చు అందుకే ఈ సంస్కారాన్ని మనం ఇవ్వాలి ఎక్కడికి మీరందరూ కూడా భగవంతుని అనుగ్రహంతో ఈ యొక్క జన్మ తీసుకున్నారు గురువులు దొరికారు గురువు యొక్క మార్గం వచ్చాము ఈయనే గురువుని పట్టుకుని ఎవరిని వేలాడకండి దాని నుంచి ఏం ప్రయోజనం లేదు మీకు ఎవరిచ్చినా వాళ్ళ దండం పెట్టుకుని గురువే గురువే నమ అని వందే గురు పరంపర అంటూ గురువుల్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ చిన్న చిన్న భ్రమల్లో పడిపోతుంటాం మళ్ళా ద్వంద్వంలో తెలవకుండా చేసుకుంటూ ఉంటాం ఈయన గురువు అయినప్పుడు ఆయన గురువు ఎందుకు కాకూడదు అది తెలుసుకోవాలి అదే నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఎవరెందుకు కాకూడదు గురువు కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆయన కాకపోయినా ఆమె కావచ్చు నీ భార్య గురువు అదే నీ బిడ్డే గురువు సో దాన్ని ఈ విధంగా చూసుకుంటూ తెలుసుకుంటూ నీకు తెలిసింది పంచుకుంటూ తెలవంది నేర్చుకుంటూ ముందుకు పోవాలి ఇది సంక్రాంతి ఇక్కడికి నేను ఆప్తాను వందే గురు పరంపర